నిర్గమకాండం మొదటి అధ్యాయంలో తల్లిదండ్రులు అలాగే వారికి దేవుడిచ్చినటువంటి ముగ్గురు బిడ్డలు మనకి కనబడతారు ముగ్గురు బిడ్డలు ఎవరంటే మోషే అహరోను మిరియాం రైట్ ఆ విషయాలు మీకు తెలుసు కనుక నేను అందులో నుండి ఎక్కువ డీప్గా వివరించట్లేదు అయితే ఆ ముగ్గురులో నుంచి లేకపోతే ముఖ్యంగా అహరోనుల్లో నుంచి కొన్ని విషయాలు ఈ పగటి వేళ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ముఖ్యంగా సహకరించేటువంటి మనస్తత్వం లేకపోతే టీం వర్క్ గురించి నేను మాట్లాడాలి అని ఆశపడుతున్నాను ఇప్పటి వేళ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి విషయం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి అందుకని కీర్తనకారుడు కూడా ఏమంటాడంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండటం అది ఎంతో మేలు ఎంతో మనోహరము సో దేవుడు ఏం ఆశపడుతున్నాడంటే టీం వర్క్ ఉండాలి అంటే ఇంకో మాటలో సహవాసంలో ఏక మనస్తత్వం కలిగి ఉండాలని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు ఇక్కడ అహరోను జీవితంలో నుండి కొన్ని సన్నివేశాలు సందర్భాలు మీ ముందుంచి నేను కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నాను అయితే నాలుగు ప్రత్యేకమైనటువంటి సందర్భాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను అహరోను మోషే జీవితంలో వారికి ఉన్నటువంటి ఐక్యత వారికి ఉన్నటువంటి టీం వర్క్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాం ముందుగా మనం గమనించినట్లయితే నిర్గమకాండం నాలుగో అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే పది నుండి పదహారు వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు ఒకసారి చదువుదాం నేను మాట నేర్పరిని కాను చెప్పగా యహోవా మానవులకు నోరిచ్చిన వాడవడు యహోవానైనా నేనే కదా లేవియుడగు నీ అన్న అన్న అయిన అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చినాడు అందించవలను తోడయుండి బోధించేదను అతడే నీకు బదులుగా జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండను నీవు అతనికి దేవుడుగా ఉందువు చాలు అక్కడి వరకు ఆగుదాం మొట్టమొదటి సందర్భం మనం గమనించగలిగినట్లయితే దేవుడు మోషని ఎన్నుకున్నాడు ఎందుకొరకు ఎన్నుకున్నాడంటే ఇస్రాయేలీలందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించి వారిని తమ వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి దేవుడు ఒక నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటూ ఉన్నాడంటే చెప్పాలి మీరు మోషని ఎన్నుకుంటూ ఉన్నాడు అయితే ఆ మోషని ఎన్నుకున్న తర్వాత మోషేని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు మోషేతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే అతనితో మాట్లాడాలి అట్టే మోషే అప్పుడు అంటాడు నేను మాట్లాడడానికి నేను నోటి మాంద్యము గలవాడని లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే నేను మాట్లాడే విషయంలో బలహీనమైనటువంటి వాడిని కనుక నేను మాట్లాడలేను నేను మాట నేర్పరని కాను అని అంటూ ఉన్నాడు ఆ సందర్భంలో దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే అయితే నీకు తోడుగా నేనేం చేస్తానంటే మరొక వ్యక్తిని నీకు పంపిస్తాను అతడు నీ అన్నయ్య అయిన అహరోను అతను కొన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అతడు బాగా మాట్లాడగలడని నేను అక్కడ ఏమంటాడంటే అహరోను బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును నువ్వైతే బాగా మాట్లాడలేకపోవచ్చు కానీ నీ అన్నయ్య అయినటువంటి అహరోన్ ఏం చేయగలడంటే బాగా మాట్లాడగలడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే నేను నీకు తోడుగా పంపిస్తున్నాను మీరిరువురు కలిసి ఏక మనసు కలిగి అంటే నీ నోటికి అతడు నోరుగా ఉండి నీ మాటకి అతడి మాట ఐక్యత కలిగి ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని దేవాతి దేవుడు వారిని ఏకీభవించి ఏం చేస్తున్నాడంటే ఒక టీం వర్క్గా ఫరో దగ్గరికి పంపిస్తున్నట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్న హలలుయ అహరోను ఆ ఆ ఏక మనసు కలిగేటువంటి స్వభావంతో మొట్టమొదటిగా మనకి ఎక్కడ కనబడుతూ ఉన్నాడంటే మోషే ఎప్పుడైతే మాట్లాడే విషయంలో బలహీనుడుగా ఉన్నాడు మోషే ఎప్పుడైతే మాట్లాడే విషయంలో మాట నేర్పరి కానివాడుగా ఉన్నాడో అప్పుడు అహరోన్ ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి సామర్థ్యము తనకున్నటువంటి తల్లంతుని మోషే బలహీనతతో ఏకీభవించడానికి ఏక మనస్సు కలిగినటువంటి వాడుగా ఆ అహరోను ముందుకొస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖన మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ ఎప్పుడైతే ఆ టీం వర్క్ కలిగి వీరు ముందుకు వెళ్ళారో ఎప్పుడైతే వారు కలిసి ఏకీభవించి ఏక మనస్సుతో ఫరో యుద్ధకు వెళ్ళారో ఫరో యుద్ధ దేవుడు అద్భుత రీతిగా ఆ దేవుని మాటలు వారి ద్వారా పలికించినట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ ఐక్యత కలిగి పరిచర్య చేస్తే ఐక్యత కలిగి సహ సహవాసంలో ముందుకు వెళితే ఐక్యత కలిగి మనము దేవునిలో మాట్లాడగలిగినట్లయితే ఈ పగటి వేళ అట్టి పరిచర్యకు గొప్ప విజయం ఉందని దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంతో మేలు ఎంతో శ్రేయస్కరము లేకపోతే ఎంతో మనోహరం అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అహరోన్ ఏం చేస్తున్నాడంటే తన మనసుని మోషే మనసుతో ఏకీభవించేదిలాగా చేస్తున్నాడు అహరోన్ ఏం చేస్తూ ఉన్నాడంటే మోషేతో ఏకీభవించి తనకున్నటువంటి సామర్థ్యము తనకున్నటువంటి తలాంతను ఏం చేస్తున్నాడంటే మోషే బలహీనతతో ఏకీభవించేది లాగా చేస్తున్నాడు నిజంగానే మోషే బలహీనుడే కానీ దేవుడు వాస్తవంగా చూడాలంటే అని ఎన్నుకున్నాడు ఒక నాయకుడిగా అహరోను బాగా మాట్లాడగలడు కదా మరి అహరోను ఎందుకు ఎన్నుకోలేదంటే మరి దేవుని ప్రణాళిక మరి మోషే పట్ల ఏమైందో తెలియదు అయితే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు మోషే మాట నేర్పరి కానివాడైనప్పటికీ సరిగ్గా మాట్లాడడం లేకపోతే నత్తివాడైనప్పటికీ దేవుడు మోషేనే ఏం చేస్తున్నాడు అంటే నాయకుడిగా ఎన్నుకుంటున్నాడు మోసలో బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుడు మోసేనే నాయకుడిగా ఎన్నుకుంటూ ఉన్నాడు అయితే బల బలము లేకపోతే సామర్థ్యము తలాంతు కలిగినటువంటి అహరోని ఎన్నుకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే బలహీనుడైనటువంటి మోషేనే నాయకుడిగా అనుకుంటూ ఉన్నాడు అయితే ఆ నాయకత్వంలో మోషే అంటున్నాడు నిజంగా నేను బలహీనుడినే నిజంగా నాకు బలం లేదే నిజంగా నేను మాట నేర్పరిని కాదే నిజంగా నాకు మాట్లాడేటువంటి బాగా మాట్లాడేటువంటి ఆ జ్ఞానం లేదే అని మోషే ఆ దేవునితో చెప్పుకుంటూ ఉండగా దేవుడు ఏమంటున్నాడంటే మా బాగా మాట్లాడగలిగేటువంటి ఒకడున్నాడు నీ అన్న అతన్ని నేనేం చేస్తున్నానంటే నీకు తోడుగా పంపిస్తాను అంటున్నాడు దేవుడు నిజంగానే నువ్వు మాట్లాడలేవు కదా అని మోషన్ తీసి పక్కన పెట్టి అహరోని నాయకత్వంలో నిలబెట్టలా దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషకు తోడుగా అహరోన్ని జతపరుస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ ఈరోజు పరిచర్య విజయంలోనికి నడిపించబడాలంటే ఫరో వంటి శత్రువులతో ఆ మాట్లాడగలిగేటువంటి గొప్ప ఆ గొప్ప ఆ బలము మనం కలిగి ఉండాలంటే ఐక్యతకి దేవుడు అంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు హలలుయ సహవాసానికి దేవుడు అంత ప్రాధాన్యత ప్రాముఖ్యతనిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అహరోన్ ఏం చేస్తున్నాడంటే మోషే బలహీనతలో ఏకీభవిస్తూ ఉన్నట్లుగా దేవుని లేఖను మనకు నేర్పిస్తుంది ఒకవేళ ఆహ్రోన్ అనొచ్చు మోసే బలహీనుడే మోసే మాట నేర్పరి కాదే అతడితో నాకు సహవాసం ఏంటి అతడితో నాకు నేను అతనితో అతని వెనకాల వెళ్ళవలసిన అవసరం ఏంటని అహరోన్ అనుకోవచ్చు కానీ అహరోన్ అనుకోవాలా ఎప్పుడైతే అహరోను అక్కడ ఏకీభవించడం ప్రారంభించాడో ఎప్పుడైతే మోషతో కలిసి ఫరో ఎద్దకు వెళ్ళడం ప్రారంభించాడో దేవుడు ఫరో ఎదుట దేవుని మాటలు ఫరోకు వినిపింపజేసేలాగా దేవుడు కృప చూపించినట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ ఈ పగడు వేళ నీ పక్కన ఉన్నవాడు ఒకవేళ నీకన్నా బలహీనంగా ఉండవచ్చు నీ పక్కన ఉన్నవాడు ఏదైనా విషయంలో ప్రార్థన చేసే విషయంలో బలహీనంగా ఉండవచ్చు పాటలు పాడే విషయంలో బలహీనంగా ఉండవచ్చు వాక్య ధ్యానించే విషయంలో బలహీనుడుగా ఉండవచ్చు అయితే దేవుడు నీకు ఆ సామర్థ్యం ఇచ్చాడు కదా అయితే దేవుడు నీకు ఆ తలాంతి ఇచ్చాడు కదా నువ్వేం చేయాలంటే నీకున్నటువంటి సామర్థ్యాన్ని నీకున్నటువంటి తలాంతిని నువ్వేం చేయాలంటే ఆ బలహీనుడితో ఏకీభవించి అతన్ని కూడా పైకి తీసుకురావచ్చేలాగా చేయాలని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తుంది కనిపిస్తూ ఉన్నాయి హలలియ ఒకవేళ మోషే బలహీనుడే బలహీనుడే కానీ నాయకత్వంలో ఉన్నాడు బలహీనుడే కానీ మాట మాట సరిగ్గా రాకపోయినప్పటికీ నత్తివాడైనప్పటికీ మోషే ఉన్నాడంటే నాయకత్వంలో ఉన్నాడు అయితే అహరోన్ అనుకోలేదు నాకు ఆ నాయకత్వ స్థానం ఇస్తేనే నేను ఏకీభవిస్తానని అహరోన్ అనలా అహరోన్ ఏం చేస్తున్నాడంటే మోషే నాయకత్వంలో ఉన్న మోషే బలహీనుడైన మోషేతో నేను ఏం చేస్తానంటే ఏ అంటూ ఉన్నాడు హలలుయ ఇప్పటి వేళ అట్టి భవించేటువంటి మనస్తత్వం ఇప్పటి వేళ అట్టి ఐక్యత కలిగినటువంటి మనస్తత్వాలు అట్టి హృదయాలు దేవుడు మనలో ఆశపడుతూ ఉన్నాడు హలలుయ పరిచర్య విజయంలోనికి నడిపించబడాలంటే ఫరో వంటి శత్రువులతో నువ్వు నేను మాట్లాడగలగాలి అంటే ఇప్పటి వేళ అట్టి బలము కలిగినటువంటి ఐక్యత మనము కలిగి ఉండాలని దేవాతి దేవుడు ఇప్పటి వేళ మాట్లాడుతూ ఉన్నాడు ఫరో ఎదుట మాత్రమే కాదు వారు ఏం చేస్తున్నారంటే అదే ఐక్యతతో ఇస్రాయేల్ జనాంగం అంతటిని కూడా ఐ ఐగుప్తు దేశంలో నుండి ఏం చేస్తున్నారంటే వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి ప్రారంభించారు ఇస్రాయేల్ జనాంగము దగ్గర దగ్గర రెండు లక్షలకు పైగా జనం ఉన్నటువంటి ఆ జనాంగాన్ని అంతటిని కూడా వీరిరువురు టీం వర్క్గా ఐక్యత కలిగినటువంటి వారిగా వారు ఏం చేస్తున్నారంటే వారు ముందుకు సాగించడానికి వారు ఆ ప్రజలందరినీ కూడా ముందుకు నడిపించడానికి ప్రయత్నించారు అందులో వారు విజయం సాధించగలిగినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అహరోనికి గొప్ప వరము దేవుడిచ్చాడు అహరోనికి గొప్ప ఆ గిఫ్ట్ దేవుడిచ్చాడు బాగా బాగా మాట్లాడి మనుషుల్ని ఆకర్షించగలిగేటువంటి హృదయం లేకపోతే అట్టి మాట నేర్పరితనం అహరోనికి దేవుడిచ్చాడు అయితే అహరోన్ ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి వరము తనకున్నటువంటి గిఫ్ట్ని తనకున్నటువంటి బహుమానాన్ని అహరోన్ ఏం చేస్తున్నాడంటే బలహీనుడైనటువంటి మోషేతో ఏకీభవించి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు హల్లుయ మోషే కంటే మోషే కన్నట్టే ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళడా వెళ్ళాలని ప్రయత్నించట్లా మోషే కంటే అధికంగా నేను నాయకత్వంలో ఉండాలని ప్రయత్నించలేదు మోషే కంటే నేనే ఉన్నతుడిగా వాడబడాలని అహరోను భావించలేదు అహరోన్ ఏం చేస్తున్నాడంటే తనకి సామర్థ్యం ఉంది తనకి నిజంగానే తలాంత్ ఉంది కానీ ఆ తలాంత్ని ఏం చేస్తున్నాడంటే బలహీనుడైనటువంటి వానితో ఏకీభవించి ఇరువురు కలిసి టీం వర్క్గా దేవుని కొరకు నిలబడడానికి ప్రారంభించారు హలలుయ ఈ పగటి వేళ మనం దేవుని కొరకు నిలబడగలిగినట్లయితే ఈ పగటి వేళ దేవుని కొరకు మనం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు టీం వర్క్గా మనం చేయగలిగినట్లయితే ఐక్యత కలిగి మనం పని పరిచర్య చేయగలిగినట్లయితే దేవాతి దేవుడు గొప్ప విజయాన్ని మనకు అందిస్తాడని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు హలలుయ రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుడు మోషేని నాయకత్వపు స్థానంలో ఎన్నుకున్నాడు బాగానే ఉంది దేవుడు మోషేని నాయకత్వపు స్థానంలో ఉంచిన తర్వాత అహ్రోని దేవుడు ఏం చేశాడంటే ఏ స్థానంలో ఎన్నుకున్నాడు యాజకత్వపు స్థానంలో దేవుడు అహరోన్ని ఎన్నుకున్నాడు రైట్ ఇప్పుడు నిర్గమకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ ఈ యాజకత్వపు ఆ స్థానము ఆ పరిచర్య వాటన్ని వాటన్నిటి గురించి ఆ ఇరవై ఎనిమిదో అధ్యాయం అంతా ఉంటుంది అందులో అవన్నీ చదవడానికి టైం లేదు కనుక నేను వివరించుకుంటూ వెళ్తాను దేవుడు ఇస్రాయేలు ప్రజల్ని పరిపాలించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటూ ఉన్నాడంటే మోషన్ ఎన్నుకున్నాడు మోషని ఇంకో మాటలో చెప్పాలంటే ఆ రోజులో ఒక రాజుగా దేవుడు మోషని ఒక నాయకత్వ స్థితిలోనికి ఎన్నుకున్నాడు కానీ అహరోన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే రాజుగా ఎన్నుకోవట్లేదు గవర్నింగ్ చేయడానికి ఎన్నుకోవట్లేదు పరిపాలించడానికి ఎన్నుకోవట్లేదు దేవుడు అహరోన్ని ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే యాజకత్వపు స్థానంలోనికి దేవుడు అహరోన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు అయితే ఆనాడు ఈనాడే కాదు ఆనాడు కూడా దేశంలో ముఖ్యంగా మనకు పరిశుద్ధ గ్రంథం పూర్తిగా మనం అధ్యయనం చేయగలిగినట్లయితే రాజులకి ఎంత స్థానం ఉందో అంతే స్థానం యాజకులకు కూడా పాత నిబంధనలో మనకు కనబడుతూ ఉంటుంది అందుకనే అందుకనే ఈవెన్ మనము ప్రకటన గ్రంథం నేర్చుకున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మనల్ని ఎలా చేశాడంటే ఒక రాజ్యముగాను అలాగే యాజకులుగాను అంటే ఒక రాజుకి పరిశుద్ధ గ్రంథం ఎంత ప్రాధాన్యతనిస్తుందో యాజకత్వపు స్థితికి కూడా పరిశుద్ధ గ్రంథం అంతే ప్రాధాన్యత ప్రాముఖ్యతనిస్తుంది ఇక్కడ మోషను దేవుడు ఒక రాజుగా ఎన్నుకుంటూ ఉన్నాడు పరిపాలించేటువంటి స్థానములు ఎన్నుకుని ఒక నాయకత్వపు స్థానములు దేవుడు ఉంచినప్పుడు దేవుడు ఆ తర్వాత మోషతో ఆ రాజు ఆ రాజరికం మాత్రమే ఉంటే సరిపోదు దేవుడు దేవునిని ఆరాధించడానికి దేవుని దేవుని వైపు ప్రజలు తిరగడానికి యాజకత్వపు అనేటువంటి ఒక క్రమం కావాలి అని ఆలోచించినప్పుడు ఆ స్థానంలో దేవుడు ఎవరిని ఎన్నుకుంటూ ఉన్నాడంటే అహరోనుని ఎన్నుకుంటూ ఉన్నట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి వీరిరువురు కలిసి ఇస్రాయేలు జనాంగం అంతటిని కూడా ఆత్మీయతలోనికి లేకపోతే ఆ దేవుని వైపుకి నడిపించడానికి వీరిరువురు కూడా ఐక్యతగా వారిని నడిపించినట్లుగా ఆ ఇస్రాయిల్ని నడిపించినట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ మోషే పరిపాలించడానికి ఎంపిక చేయబడినప్పుడు టహరోను దేనికి ఎంపిక చేయబడ్డాడంటే ఇస్రాయిల్ని ఆరాధనలోనికి నడిపించడానికి ఏం చేయబడ్డాడంటే ఎంపిక చేయబడ్డాడు వీరిరువురు కూడా ఆ విధముగా ఐక్యత కలిగి ఏక మనస్సుతో ఏం చేశారంటే ఆ ఇస్రాయేలీని నడిపించడం ప్రారంభించారు అలాగా వారు టీం వర్క్గా ఒక సహవాసంలో ఉంటే వారు ఎప్పుడైతే ఇజ్రాయేలీని నడిపించారో ఆ ఆ మార్గం అంతటిలో కూడా ఆ వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు ఆ కలయికలో ఆ ఐక్యతలో దేవుడు వారికి కావాల్సిన విజయాలన్నీ కూడా ఆ శత్రువుల మీద ఇస్తూనే వచ్చాడు అయితే మనం గమనించగలిగినట్లయితే ఆ తదుపరి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఒకటి రెండు విషయాలు మీ ముందుంచి నేను కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడు ఐక్యత కలిగి పరిచర్య చేయాలని దేవుడు వారి ఇరువురిని ఏర్పరిచాడు ఐక్యత కలిగి ఇజ్రాయిల్ని నడిపించాలని దేవుడు వారి ఇరువురిని ఆ ఎంపిక చేసి దేవుడు వారిని ఎన్నుకుంటూ ఉన్నాడు అయితే సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసరికి మోష ఏం చేస్తున్నాడంటే పర్వతం మీదకి అయ్యో మీరున్నారా చదివారా ఎప్పుడైనా అసలు మోస ఎక్కడికి వెళ్ళాడు కొండ మీదకి వెళ్ళాడు అప్పుడు అహరోన్ ఏం చేస్తున్నాడంటే ముప్పై రెండవ అధ్యాయంలో కింద అందరితో పోగై అహరోన్ ఏం చేస్తున్నాడంటే చదువుదాం మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత తిరిగి రావడానికి ఆలస్యమైనప్పుడు ఆ ప్రజలంతా కూడా అహరోను దగ్గరికి వచ్చి తీసి Ah. Hmm. Hmm. Hmm. Ah, అక్కడ కాగుదాం సందర్భం మనకు అర్థమైంది కదా మోషే ఏం చేశాడంటే కొండ మీదకి వెళ్ళాడు పర్వతం మీదకి వెళ్ళాడు వెళ్ళేసరికి ఇస్రాయేల్ జనం అంతా కూడా అహరోను దగ్గరికి వచ్చి అయ్యో మోసే రావడానికి ఆలస్యం అవుతుంది మరి మాకు మీకు ఆరాధించుకోవడానికి మా దేవుడేడి మమ్మల్ని ఐగుప్తుల నుండి మమ్మల్ని విడిపించిన నుండి దేవుడేడి అని అహరోనుతో చర్చించి వీళ్ళు ఏం చేశారంటే ఒక దూడను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు ఒక దూడను చేయాలని నిర్ణయించుకున్నప్పుడు అహరోన్ ఏం చేశాడంటే అహరోను ఈ మోసతో ఉన్నటువంటి ఐక్యత కోల్పోయాడు మోషే పైకి పర్వతం మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సహవాసాన్ని కోల్పోయి వీళ్ళతో సహవాసం చేయడం ప్రారంభించారు వీళ్ళతో నడవడం ప్రారంభించాడు వీళ్ళతో ఉండడం ప్రారంభించినటువంటి అహరోన్ ఏం చేశాడంటే వారికి ఉన్నటువంటి బంగారము పోగులు అన్నీ కూడా తీసుకుని వచ్చి అదంతా కూడా కరిగించి ఏం చేయాలని చెప్పాడు ఒక బంగారు దూడని ఒక ప్రతిమని తయారు చేయమని చెప్పారు ఆ విధంగా వాళ్ళంతా కూడా ఒక దూడని తయారు చేసి అక్కడ ఆ దూడని వారు ఆరాధించడం ప్రారంభించారు ఆ దూడే వాళ్ళని ఐగుప్తుల నుండి విడిపించిందని చెప్పి వాళ్ళని వాళ్ళు ఆ విగ్రహారాధన చేయడం ప్రారంభించారు ఎప్పుడైతే ఈ ఐక్యత అహరోనికి కోల్పోయాడో అహరోను మోషేతో ఐక్యత కలిగి ఉన్న నాళ్ళు దేవుడు ఇస్రాయేలీని విజయవంతంగా ముందుకు నడిపించాడు అన్ని ఈవెన్ ఎర్ర సముద్రం దాటడానికి వారికి ఆహారం లేనప్పుడు మన్నాను సైతం కురిపించడానికి రకరకాలుగా దేవుడు ఏం చేశాడంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు కానీ ఎప్పుడైతే అహరోను ఆ మోషతో ఉన్నటువంటి ఐక్యతను కోల్పోయాడో మోషతో ఉన్నటువంటి దూరము పెంచుకున్నాడో అహరోను ఏం చేశాడంటే తిరిగి మనుషుల వైపు లేకపోతే మనుషులతో ఏకీభవించి ఏం చేశాడంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యము చేయడం ప్రారంభించినట్లుగా దేవుని లేఖనం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు నుండి తిరిగి నువ్వు లోకం వైపు తిరుగుతావో నువ్వు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయని దేవుని లేఖనం మనకు నేర్పిస్తుంది దేవ్ అహరోను మోషతో ఐక్యత కలిగి ఉన్నాళ్ళు ఆ అహరోను జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళినటువంటి వాడు కానీ ఎప్పుడైతే ఆ అహరోను మోషేతో ఉన్నటువంటి ఐక్యత నుండి దూరం అయ్యాడు ఎప్పుడైతే అహరోను ఆ మోసతో ఉన్నటువంటి ఆ ఏక మనసులో నుండి విడిపోయాడో ఒకవేళ మోసతో అదే మనసుతో ఏక మనసుతో ఐక్యతతో కలిగి ఉంటే ఆ దూడను ఆ చేయడానికి ఏమాత్రం కూడా అహరోను అంగీకరించేవాడు కాదు కానీ అది కోల్పోయాడు గనక ఆ ఐక్యతను కోల్పోయాడు గనక ఏం చేశాడంటే లోకంతో ఏకీభవించడం ప్రారంభించాడు హలలుయ ఈ పగటి వేళ ఎందుకని దేవుడు ఐక్యత కలిగి ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ పగటి వేళ ఎందుకని ఏక మనస్సు కలిగి దేవుని బిడ్డ మధ్యలో ఉండాలి అని దేవుడు ఆ హెచ్చరిస్తూ ఉన్నాడంటే నువ్వు ఈ ఐక్యతలో లేకుండా నువ్వు దూరం అయిపోయావంటే నువ్వు లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది నువ్వు ఈ ఐక్యతలో లేకుండా నువ్వు దూరమైనట్లయితే నువ్వు లోకపు ఆచారాలని ఆచరించేటువంటి ఆ పరిస్థితి నీ జీవితంలో ఎదురవుతూ ఉంటుంది దేవుడు ఏమి ఆశపడుతూ ఉన్నాడంటే నువ్వు దైవికమైనటువంటి ఐక్యతలో నువ్వు ముందుకు వెళ్ళవలసిన వాడవై ఉన్నావు దైవికమైనటువంటి సహవాసంలో నువ్వు జత పనివాడుగా నువ్వు ముందుకు వెళ్ళవలసిన వాడవై ఉన్నావని దేవుడు దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అహరోన్ ఏం చేశాడంటే ప్రారంభ ప్రారంభంలో దేవుడు ఇజ్రాయేలుని ఐగుప్తుల నుండి విడిపించినప్పుడు ప్రతినిత్యం మోసకి తోడుగా ఉన్నాడు ప్రతినిత్యం మోసతో నడిపి నడిచాడు మోషే నోటికి నోరుగా ఉండి ముందుకు వెళ్ళినటువంటి అహరోను ఒకనొక సందర్భం వచ్చేసరికి ఏం చేశాడంటే మోషేతో ఉన్నటువంటి ఆ లైన్ని తెంచుకున్నాడు తెంచుకొని ఏం చేశాడంటే లోకంతో ఏకీభవించడం ప్రారంభించాడు లోకంతో ఏకీభవించి ఏం చేస్తున్నాడంటే అన్ ఇజ్రాయే జనాంగం అంతటిని కూడా విగ్రహారాధనలోనికి నడిపించడానికి అహరోన్ ఒక కారకుడిగా మారినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయా ఇప్పటి వేళ నువ్వు ఆ దైవికమైనటువంటి సహవాసంలో నుండి నువ్వు కోల్పోయినట్లయితే దైవికమైనటువంటి సహవాసము ఐక్యతను నువ్వు తెంచుకున్నట్లయితే నువ్వు లోకముతో ఏకీభవించి ఆ పరిస్థితి నీకు ఎదురవుతుందని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ ఎప్పుడైతే ఐక్యతను కోల్పోతామో అప్పుడు ఆత్మీయత తగ్గుతుంది ఎప్పుడైతే మనం ఐక్యతను కోల్పోతామో సహవాసంలో ఉన్నాం మనం బలహీనపడతామో మనము మనం ఏం చేస్తామంటే ఆత్మీయతలో కూడా మనము బలహీనపడతాము అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది డే ఐక్యత సహవాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం గమనించి ఎంత బలమో అని మనం గమనించగలిగినట్లయితే ఈ జనాలు ఈ ఈ కాలంలో కొంతమందికి దేవుని సంఘానికి వచ్చి దేవుని ఆరాధించడానికి దేవు వారు అట్టి సమయాన్ని కేటాయించట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది కనుక టీవీలో వాక్యం వస్తుంది కదా మొబైల్లో వాక్యం వస్తుంది కదా అది వింటే సరిపోతుందని ఇంటికాడ కూర్చుంటూ ఉన్నారు దానివల్ల ఉపయోగం ఏంటి దేవుడు ఐక్యత తోటి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి తోటి సహోదరులతో ఐక్యత కలిగి నడవాలి ఆ సహవాసంలో నువ్వు ఉన్నప్పుడే నువ్వేం చేస్తావంటే ఆత్మీయంగా ఏం చేస్తావు బలపడతావు నువ్వు ఇంటికాడ కూర్చుని టీవీలో వాక్యం మిగిలిన సమయంలో నువ్వు విను అంతవరకే కానీ ఆదివారము మందిరంలో ఆరాధన ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే మందిరానికి వచ్చి తోటి సహోదరులతో సహవాసంలో ఆరాధనలో బలపడాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది అహరోన్ ఎప్పుడైతే ఐక్యతను కోల్పోయాడో అహరోన్ ఎప్పుడైతే ఆ దైవికమైనటువంటి దేవజనుడైనటువంటి మోసతో ఆ సహవాసాన్ని తెంచుకున్నాడో లోకంతో ఏకీభవించడం ప్రారంభించాడు ఈనాడు ఎప్పుడైతే మనము ఐక్యతలో నుండి దూరం అవుతామో మన జీవితంలో సహవాసంలో మనం ఎప్పుడైతే బలహీనపడతామో ఉంటాము ఐక్యతలో మనం బలహీనపడినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఆత్మీయతలో కూడా మనము అయిపోతూ ఉంటామని దేవుని లేఖనం మనకి నేర్పిస్తుంది అలా మనము ఆత్మీయతల్లో మనం బలహీనలమైతే మనము స్వాభావికంగా ఏం చేస్తామంటే లోకంతో ఏకీభవించవలసి వస్తుందని దేవుని లేఖనం మనకి నేర్పిస్తూ ఉంది హలలుయ అందుకే అంటాడు యూనిటీ స్ట్రెంగ్స్ ద స్పిరిచువాలిటీ అంటే ఐక్యత మన ఆత్మీయతను పెంచుతుంది ఆత్మీయ బలాన్ని పెంచేది కేవలము సహవాసం మాత్రమే నువ్వు ప్రార్థన విశ్వాసము ఎంతవరకు ఉందో సహవాసం దానికంటే నూరు రెట్లు నీ ఆత్మీయతను వర్ధ వర్ధిల్ల చేయడానికి అభివృద్ధి చేయడానికి కార్యం చేస్తుందని దేవుని లేఖను మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అలాగా అహరోను మోషకి వ్యతిరేకంగా లేకపోతే మోషకి దేవునికి అయిష్టమైనటువంటి కార్యము అక్కడ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత వచనాలు మనం గమనించగలిగినట్లయితే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది మోసే వారి మీద కోపపడినట్లు అవన్నీ మనము చదవగలుగుతూ ఉన్నాం అయితే అవన్నీ వివరించడానికి సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తూ ఉన్నాను ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరొక సందర్భాన్ని వాగ్దానాన్ని మీ ముందు చాలా ఆశపడుతున్నాను సంఖ్యాకాండంలోనికి మనం వచ్చినట్లయితే పన్నెండవ అధ్యాయంలో ఇదే అహరోను అలాగే అహరోను యొక్క సహోదరి మిరియాము కలిసి మోషకి వ్యతిరేకంగా మాట్లాడతారు సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మోషే కుషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునేను కనుక మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునుగు రండని హఠాత్తుగా అహరోను మిరియాములను పిలిచెను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్తి ఉండిన ఎడల యహోవానగు నేను దర్శనమిచ్చి ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభావములతో కాదు ముఖాముఖిగా అతనితో మాట్లాడును కాబట్టి నా సేవకుడైన మోషకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా నేను యహోవా కోపము వారి మీద రగులు కొనగా చాలు అక్కడికి ఆగుదాం ఈ సందర్భం మీకు అందరికి బాగా సుపరిచితమే అయితే క్లుప్తంగా చూపేసి నేను ముందుకు వెళ్తాను మోషే కుష్ దేశపు స్త్రీని లేకపోతే అన్యురాలైనటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు అయితే ఇస్రాయేల్ యొక్క ఆ నియమ ప్రకారము ధర్మ ప్రకారము ఒక అన్యురాలతో సాంగత్యము చేయకూడదు అది ఇస్రాయేలీలకు ఉన్నటువంటి వ్యవస్థ అయితే మోషే ఏం చేస్తాడంటే అన్యురాలైనటువంటి లేకపోతే ఒక కుషు దేశపు స్త్రీని వివాహం చేసుకుంటాడు అయితే వాస్తవంగా దానికి వ్యతిరేకంగా అహరోను మిర్యాములు అది చూచి వారు వారు మోషకి వ్యతిరేకంగా మాట్లాడతారు అయితే వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం పరిశీలన చేయగలిగినట్లయితే ఆ స్త్రీ గురించి కానీ లేకపోతే అతడు చేసినటువంటి కార్యం గురించి కానీ ఏమీ మాట్లాడలా చూడండి ఒకసారి సందర్భమేమో మోషే అన్యురాలంటే ఒక స్త్రీని వివాహం చేసుకున్నందుకు ఆ సందర్భాన్ని పెట్టుకుని మోషకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కానీ మోషకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా ఆ దేశపు స్త్రీ గురించి కానీ లేకపోతే అతను చేసుకున్నటువంటి వివాహం గురించి కానీ ఏమీ మాట్లాడరు ఆ మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మనం ఇంకా లోతుగా ఆలోచన చేయగలిగినట్లయితే వారు మోషకి కూడా మోషకి మాత్రమే కాదు ఆఖరికి దేవునికి విరోధంగా వారు మాట్లాడడం ప్రారంభించారు ఏమంటూ ఉన్నాడంటే రెండో విషయంలో మోషే చేత మాత్రమే యహోవా పలికించిన ఆ దేవుడు మాతో మాట్లాడ్డా అని దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు అది అహరోను చేసినటువంటి తప్పు దేవుడు అహరోను మోసే నోటికి నోరుగా ఉండి ఐక్యత కలిగి పరిచర్ చేయాలని జత పనివాడుగా అహరోను దేవుడు ఎన్నుకున్నాడు కానీ దే అహరోన్ ఏం చేస్తున్నాడంటే ఒకనొక సందర్భంలో ఛాన్స్ దొరికినప్పుడు ఏం చేశాడంటే ఆ మోషకి వ్యతిరేకంగా అహరో అహరోను అలాగే మిరియాములు మాట్లాడడం ప్రారంభించినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అలా మాట్లాడినటువంటి మాటలన్నీ మనం చదివాం కనుక అవేమి వివరించట్లేదు అవన్నీ మాట్లాడిన తర్వాత ఆ ఆఖరి వాక్యంలో ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం ఏం చూస్తామంటే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని కోపము రగులుకొని వారి మీదకి వచ్చినట్లుగా దేవుని లేఖను మనకి నేర్పిస్తూ ఉంది హలలుయ నాలుగు సందర్భాలు మీ ముందు ఉంచాను మొట్టమొదటి సందర్భం ఏంటంటే దేవుడు మోషేని పిలిచాడు మోషేని పిలిచి పిలిచినప్పుడు దేవుడు అహరోని ఏం చేశాడంటే ఒక ఐక్యత కలిగి టీం వర్క్ పనిచేయడానికి జత పనివాడిగా ఉండడానికి అహరోను ఏర్పరచుకొని ఏం చేశాడు ఫరో దగ్గరికి పంపించాడు అలాగే ఫరో దగ్గరికి పంపించి వాళ్ళు టీం వర్క్ చేసి బాగానే ఉంది ఫరోతో మాట్లాడారు ఆ తర్వాత ఇస్రాయేల్ అంతంది ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చారు బాగానే ఉంది రెండో సందర్భంలో మనం గమనించగలిగినట్లయితే బయటకు వచ్చేసిన తర్వాత దేవాతి దేవుడు పరిపాలించడానికి ఒక నాయకుడిగా మోసే ఉన్నాడు బాగానే ఉంది అయితే వీళ్ళు నన్ను ఆరాధించడానికి ఒక యాజకత్వ క్రమాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసేసి దేవుడు అహరోన్ను ఎన్నుకొని ఒక రాజుకి ఒక యాజకుడిగా అహరోనుని దేవుడు మోషేకి తోడుగా ఒక ఐక్యతగా లేకపోతే ఒక జత పనివాడుగా పంపించినట్లు నిలబెట్టినట్లు ఏర్పరచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు సందర్భాలు వీరు ఐక్యత కలిగి ఐక్యత కలిగి ఇస్రాయిల్ని నడిపించుకుంటూ వచ్చినంత కాలం బాగానే ఉంది అయితే సీనాయి పర్వతం దగ్గరకు వచ్చేసరికి మూడవ సందర్భంలో ఆ అహరోన్ ఏం చేస్తాడంటే ఆ టీం వర్క్ని లేకపోతే వీరి ఇరువురి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసాన్ని దూరం పెంచుకొని ఏం చేశాడంటే లోకంతో ఏకీభవించడం ప్రారంభించాడు తద్వారా విగ్రహారాధన ప్రారంభమైంది ఇస్రాయేలీలో ఆ ఇస్రాయేలీలో ప్రారంభమైనటువంటి విగ్రహారాధనను చూచి దేవుని కోపము ఆ ఇస్రాయేలీల మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది నాలుగవ సందర్భం మీ ముందుంచాను నాలుగవ సందర్భంలో కూడా మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కూడా అహరోను మిర్యాములు ఏం చేశారంటే మోషకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు నోషకి నో మోషే యొక్క నోటికి నోరుగా ఉండి మాట్లాడవలసి ఉండే అహరోను మోషేకి వ్యతిరేకంగా తన నోటిని పలకడం ప్రారంభించాడు అయితే మోషే చేసింది ఒకవేళ తప్పే కావచ్చు ఆ ఇస్రాయేల్ ధర్మశాస్త్ర ప్రకారం ఒకవేళ తప్పే కావచ్చు కానీ మోషే అభిషేకింపబడినటువంటి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆ దైవజనుడికి వ్యతిరేకంగా ఏం చేస్తూ ఉన్నాడంటే అహరోను మిర్యాములు విరోధముగా మాట్లాడడం ప్రారంభించాడు అయితే మాట్లాడినటువంటి ఆ మాటలు మనం పరిశోధిస్తే అతడు చేసినటువంటి కార్యాన్ని బట్టి ఏం మాట్లాడలా అయితే ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే మోసతో మాత్రమే దేవుడు పలికిస్తూ ఉన్నాడా మోసతో మాత్రమే దేవుడు మాట్లాడుతున్నాడా మాతో దేవుడు మాట్లాడ్డా అని దేవునికి వ్యతిరేకంగా వారి నోరు వారి నోరు పలకడము మనము ఆ అధ్యాయంలో మనం గమనించగలము అలా వారు తమ నోరిని ఆ దేవిజనుడికి అలాగే దేవునికి వ్యతిరేకంగా పలకడం వల్ల దేవుని కోపము దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ రెండు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వారి ఇరువురు కలిసి పని చేసినప్పుడు పరిచయం చేసినప్పుడు గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని వారు చూశారు అయితే ఎప్పుడైతే రెండు సందర్భాల్లో అహరోను మోషకి దూరం అయిపోయి మోషకి అయిష్టమైనటువంటి విధానంలో అహరోను తన సొంత కార్యాలు ఇస్రాయేల్ తన సొంత మార్గాలను ఎన్నుకొని వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించాడు దేవుని ఉగ్రత అహరోని మీదకి ఇస్రాయేలీల మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అహరోను జీవితంలో నుండి మనము రెండు ప్రత్యేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఒకటి కలిసి ఐక్యత కలిగి మనం పనిచేయాలి ఐక్యత కలిగి మనం పరిచర్యలో లేకపోతే జత పనివారుగా మనం కలిసి పని చేయకపోతే దైవికమైనటువంటి ఉగ్రత మన మీదకి వస్తుంది అనే దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి అందుకనే టీం వర్క్ అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం గమనించినట్లయితే ఈవెన్ ఎన్నో ఆటల పోటీలు స్పోర్ట్స్ జరుగుతున్నాయి ఉదాహరణకి క్రికెట్ టీమే తీసుకోండి క్రికెట్ టీంలో ఆడే వాళ్ళంతా కూడా టీం వర్క్ చేయాలి టీంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకళ్ళు మాత్రం బాగా ఆడేసి మిగతా వాళ్ళంతా కూడా నిర్లక్ష్యంగా ఉంటే సరిపోదు లేకపోతే ఆ పది మంది ఆడే పది మందిలో ఒకడు నిర్లక్ష్యంగా ఉన్నా సరిపోదు ఆడే ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి ఏక మనసుతో ఆడినప్పుడు మాత్రమే ఏం చూస్తారంటే విజయాన్ని చూడగలుగుతారు అలాగే పరిచర్యలో కూడా దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఒక్కొక్క పరిచర్య నిమిత్తము ఒక్కొక్క బాధ్యతగా ఎంచుకున్న ఉన్న ఎంచుకున్నప్పుడు ఏర్పరచుకున్నప్పుడు మనమంతా కలిసి ఎప్పుడైతే టీం వర్క్ మనం పని చేయగలుగుతామో అప్పుడు మాత్రం మనం ఏం చూస్తామంటే విజయాన్ని చూస్తాం అయితే దేవుడు మనకి ఏర్పరిచినటువంటి టీంలో ఒకవేళ బలహీనలు ఉండవచ్చు మోసే బలహీనుడే అలాగే బలహీనులు మనకు ఉండవచ్చు మన టీంలో ఒకవేళ బలహీనమైనటువంటి అది ఏ రకమైనటువంటి బలహీనత కానివ్వండి శారీరకమైనటువంటి బలహీనత కావచ్చు మానసిక బలహీనత కావచ్చు ఆర్థికమైనటువంటి బలహీనత కావచ్చు ఏ బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ఆ బలహీనతలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడని మన టీంలో ఏర్పరచుకున్నాడు ఆ టీంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని కూడా మనకున్నటువంటి బలముతో మనకున్నటువంటి తలాంతతో మనకున్నటువంటి సా సామర్థ్యంతో వాళ్ళని కూడా ఏకీభవించి మనం ఏం చేయాలంటే పరిచర్యలో ముందుకు వెళ్ళాలి అని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి హలలుయ ఎప్పుడైతే అట్టి ఏక మనస్తో మనం పరిచర్య చేయగలుగుతామో ఎప్పుడైతే అట్టి ఐక్యతా భావంతో మనము దేవుని సన్నిధిలో మనం ఉపయోగపడేవారముగా నిలబడగలుగుతామో అప్పుడు మాత్రమే మన అపవాది మీద జయాన్ని పొందుకోగలుగుతామని దేవుని లేఖనాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి ఆ సందర్భం అలా ఉంచినట్లయితే మనం ఇప్పుడు కృత నిబంధనలోనికి వద్దాం కృత నిబంధనలో ఫిలిపి పత్రికలో పౌలు చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయంలోని కొంత మూడో వచనం నిజమైనటువంటి సహకారి గనుక ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడినవి చాలు అక్కడ కాగుదాం ఇక్కడ పౌలు ఫిలిపి పత్రిక రాస్తూ కొన్ని పేర్లు కొంతమంది స్త్రీల పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ప్రభువునందు రెండో వచనంలో ఏమంటాడంటే ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోదియను సుంటేకును బతిమాలు కొనుచున్నాను ఆ తర్వాత యువోదియ అనే ఒక స్త్రీ ఉంది సుంటేకు అనే ఒక స్త్రీ ఉంది ఆ తర్వాత క్లెమెంతు అనేటువంటి ఒక స్త్రీ ముగ్గురు స్త్రీల గురించి పౌలు రాస్తున్నాడు రైట్ ఇక్కడ పౌలు ఫిలిపి పత్రిక రాస్తూ ఫిలిపి పత్రికలో యువోదియా అలాగే సుంటేకు అనేటువంటి ఇద్దరు స్త్రీల గురించి రాస్తున్నాడు వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఏమంటున్నాడంటే పౌలు వీరిద్దరూ కూడా ఒకప్పుడు పౌలుతో పాటు పరిచయలో జత పనివారిగా ఉండి సహకరించినటువంటి సహకారులే కానీ ఈ సహకారులు ఏం చేశారంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో మొత్తానికి గొడవ అయింది ఏదో మొత్తానికి భిన్నాభిప్రాయం వచ్చింది వారిద్దరూ కూడా గొడవ పడినటువంటి పరిస్థితి వారి ఇరువురి మధ్య ఏర్పడింది అందుకనే పౌలు రెండవ వర్షంలో ఏమంటాడంటే ప్రభువునందు ఏక మనస్సు అని సుంట యువోదయను సుంటేకును అని వారికి బతిమాలు కొనుచున్నానని పౌరుడు రాస్తూ ఉన్నాడు హలలుయ్య ఏమని బతిమాలుచున్నాడంటే ఆ స్త్రీలతో ఆ ఇరువురి స్త్రీలు ఏదో విషయంలో భిన్నాభిప్రాయాలు తేడా వచ్చి విడిపోయారు అయితే వాళ్ళిరువురితో పౌలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు ఏక మనసు గలవారై ఉండాలి నాకు ఒకప్పుడు పరిచయలో ఎలా సహకరించారు ఒకప్పుడు పరిచయలో ఏక మనసు గలవారై ఎలా సహకరించారో అలాగా మీరు మరలా ఏక మనసు గలవారై ఉండాలని మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు మోషే పౌలు హెచ్చరించట్ల పౌలు ఏం చేస్తున్నాడంటే వేడుకుంటూ ఉన్నాడు బతిమాలుకుంటున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఎందుకనంటే ఏక మనస్సు లేకపోతే ఐక్యతకి అంత ప్రాధాన్యత సహవాసంలో ఉంది సహవాసంలో ఉన్నప్పుడు లేకపోతే ఒక టీంలో మనం ఉన్నప్పుడు మనము సహవాసంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే ఏక మనస్సు గలవారమై ఉండాలని పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హలలుయా ఎప్పుడైతే మనకి ఆ ఏక మనస్తత్వం అనేది రాదో లేకపోతే అభిప్రాయం అనేది వస్తుందో ఆ సహవాసం బలహీనపడుతుంది ఈ పగటి వేళ దేవతి దేవుడు ఆశపడేది ఏంటంటే మన సహవాసం బలపడాలి అంటే మన పరిచర్య ఇంకా అభివృద్ధి పరచబడాలంటే మనం ఏం చేయాలంటే ఏక మనస్సు గలవారమే మనం ముందుకు ఆత్మీయంగా కొనసాగాలని ఆ దేవుడు లేఖనాల ద్వారా దేవుడు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు హలలుయ ఆ తర్వాత ఆ పోలు చెప్పేటువంటి మాట ఏంటంటే వీరిద్దరిని నేను బతిమాలకొనుచున్నాను మీరు ఏక మనసు గలవారే ఐక్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత మూడో వచనంలో ఏమంటాడంటే అవును నిజమైనటువంటి సహకారి చూడండి ఆ స్త్రీలు ఏ స్త్రీలు అంటే పైన చెప్పినటువంటి యువోదియ సుంటేకు అనేటువంటి ఇరువురు స్త్రీలు క్లెమెంతుతోనూ అలాగే నా ఇతర సహ సహకారులతోనూ సువార్త పనిలో నాతో పాటు ప్రయాసపడినటువంటి వారు అది అది అది గతంలో జరిగినటువంటి విషయం గతంలో ఏం చేశారంటే వాళ్ళు సువార్త పనిలో పౌలుతోనూ క్లమెంతుతోనూ సువార్త పనిలో వాళ్ళు ఏం చేశారంటే బాగా ప్రయాసపడ్డారు ఎలా ప్రయాసపడ్డారు ఒకరినొకరు ఏక మనసు గల వారై సహకారి అందుకనే పోలు ఏమంటున్నాడంటే సహకారులు సహకారులు అనేటువంటి మాటకి ఇంగ్లీష్లో కోవర్కర్స్ అంటారు అయితే ఇంకా మూల భాషలో మనం నేర్చుకున్నట్లయితే యోక్ ఫెలో అని అంటారు యోక్ ఫెలో అంటే ఒక చిన్న సందర్భం మీ ముందు ఉంచుతాను ఈ ఎద్దులను తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు వారి మెడ మీద ఏం పెడతారంటే కాడి పెడతారు ఆ రెండు ఆవుల్ని లేకపోతే ఎద్దుల్ని ఏ ఏకీభవించి నడిపించాలంటే వారి మీద ఏం పెట్టాలంటే ఒక కాడి పెట్టాలి కాడి పెడితే మాత్రమే ఒక్కసారే ఒకే లైన్లో ఒకే మార్గంలో ఏకీభవించి నడుస్తాయి అలాగే దేవుడు మన మీద క్రీస్తు అనేటువంటి కాడిని పెట్టి ఉన్నాడు ఆ కాడిలో మనం అంతా ఏం చేయాలంటే ఒకే మార్గంలో ఒకే మనస్తత్వంతో ఐక్యత కలిగి ప్రయాణం చేసే వారమై ఉండాలి ఇక్కడ పౌలు నిజమైనటువంటి సహకారి అని చెప్తున్నాడు ఆ నిజమైనటువంటి సహకారి పేరు అక్కడ పౌలు ప్రస్తావించట్లేదు కానీ ఆ నిజమైనటువంటి సహకారి అని పిలిచి ఆ సహకారితో లేకపోతే ఆ జత పనివాడితో ఏమంటూ ఉన్నాడంటే నేను ఆ పై చెప్పినటువంటి యువోదియ అలాగే సుంటెకు అనేటువంటి ఇరువురు స్త్రీలు నాతోనూ క్లెమెంతతోనూ పూర్వము సువార్త పరిచర్య విషయంలో వారు ఎంతో ప్రయాసపడ్డారు సహకరించి మాతో ఎంతో ప్రయాసపడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో చిన్న భిన్న అభిప్రాయం వచ్చేసి వారు గొడవ పడేటువంటి పరిస్థితి వారు ఐక్యత లేనటువంటి పరిస్థితి ఏక మనస్తత్వం లేనటువంటి పరిస్థితి వారి మధ్య ఏర్పడింది అందుకని వారి ఇరువురిని పిలిచి పోలేమంటున్నాడంటే మీరు మరలా ఏక మనసు గలవారై ఉండాలని నేను మిమ్మల్ని ఏం చేస్తున్నానంటే బతిమాలు కొనుచున్నాను అని వారిద్దరితో మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుని లేఖనం మనకి నేర్పిస్తుంది హలలుయ అలాగా ఆ వారు ఏం చేశారంటే సువార్త పరిచర్య విషయంలో జత పని వారుగా పోలుకు తోడై ఉండి పరిచర్య చేసిన పరిచర్యల్లో దేవుడు ఆ పరిచర్యలను దేవుడు ఆశ్రవదించి అద్భుతకరంగా ముందుకు నడిపించుండి సందర్భాలు చరిత్ర మనకి నేర్పిస్తుంది పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తుంది హలలుయా అలా సహకరించినటువంటి వారి గురించి పౌలు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటో తెలుసా ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి అని ఆ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హలలుయ ఎప్పుడైతే ఎప్పుడైతే మనము ఏక మనస్సు కలిగి ఎప్పుడైతే మనము సహకరించే మనస్తత్వం కలిగి దేవుని పరిచర్యలో క్రీస్తు పరిచర్యలో స్వార్థ విషయంలో మనం ఎప్పుడైతే ఏక మనస్తత్వం కలిగి ముందుకు వెళ్తామో ఒకే కాడి కింద క్రీస్తు అనేటువంటి కాడి కింద మనము ఏక మనస్తత్వం కలిగి ముందుకు వెళ్తామో అట్టి పరిచర్ని దేవుడు విజయంలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు హలలుయ ఎప్పుడైనా మన తోటి సహోదరులతో భిన్నమైనటువంటి అభిప్రాయాలు మనకి ఏర్పడి ఉండవచ్చు తోటి సహోదరులతో ఎప్పుడైనా ఏక మనస్తత్వం లేనటువంటి సందర్భాలు మనకి ఏర్పడి ఉండవచ్చు అయితే దేవాతి దేవుడు పగటి వెళ్ళ ఏం ఆశపడుతున్నాడంటే సహవాసంలో భిన్న అభిప్రాయాలు ఉండకూడదు సహవాసంలో మనము ఏక మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలి సహవాసంలో మనము ఒకరితో ఒకరు ఏకీభవించే వారమై ఉండాలి ఒకవేళ నీ పక్కన ఉన్నటువంటి సహకారి నీకన్నా బలహీనుడే కావచ్చు నీ పక్కన ఉన్నటువంటి నీ జత పనివాడు నీకన్నా శారీరకంగా బలహీనుడే కావచ్చు మాట్లాడడానికి బలహీనుడే కావచ్చు పాట పాడడానికి బలహీనుడే కావచ్చు వాయిద్యాలు వాయించడానికి బలహీనుడే కావచ్చు లేకపోతే ఏ ఇతర ఇతర పరిచర్య చేయడానికి నీ పక్కన ఉన్నవాడు ఒకవేళ బలహీనుడే కావచ్చు కానీ వాళ్ళ బలహీనతను చూసి నువ్వు నువ్వు నువ్వు ఏం చేయాలంటే నీకున్నటువంటి బలము నీకున్నటువంటి సామర్థ్యము అతనితో ఏకీభవించి పరిచర్లు పైకి ముందుకు వెళ్ళాలని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు హలలుయ ఎప్పుడైతే అట్టి ఐక్యత కలిగి అట్టి సహవాసము కలిగి మనం ముందుకు నడుస్తామో ఎట్టి అట్టి జత పనివారముగా అట్టి సహకారములుగా మనం ఒకరినొకరు ఏకీభవించుకొని మనం ఎప్పుడైతే అలా ముందుకు వెళ్తామో అట్టి పరిచరను దేవాతి దేవుడు దీవించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది హలలుయ అట్టి సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయని ఆ దేవుని లేఖనం మనకి నేర్పిస్తూ ఉంది హలలుయ పగడు వేళ సహకరించేటువంటి మనస్తత్వాలు సహకారులుగా ఆత్మీయమైనటువంటి సహకారులుగా ఉండేటువంటి ఆ అనుభవాలు మనందరిలో దేవాతి దేవుడు ఇవ్వాలని ఒక దైవజనుడుగా నేను ఆశపడుతూ ఉన్నాను ఎప్పుడైతే అట్టి మంచి టీం ప్లేయర్గా లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే అట్టి జత పనివాడుగా నువ్వు ఉంటావో దేవాతి దేవుడు అట్టి పరిచయని దేవుడు అభివృద్ధిలో నీకు తీసుకొస్తాడు ఏ అపవాది నీకు ముందుకు వచ్చినా ఏ అపవాది అట్టి సహవాసం ముందుకు వచ్చినా కూడా ఎవరు కూడా ఆ సహవాసాన్ని ఏం చేయలేరంటే ఆపలేరు బలహీనపరచలేరు అందుకనే ఈ మనము అడవిలో మనం గమనించగలిగినట్లయితే సింగిల్గా ఉండే గొర్రెలు లేకపోతే అట్లాంటి వాటినే ఏం చేస్తాయంటే పులులు త్వరగా పట్టుకుంటాయి సింగిల్గా ఉంటేనే అదే ఒక గుంపుగా ఉంటే ఏ పులైనా ఒకసారి ఆలోచించి ఒక అడుగు వెనక వేయాల్సిందే ఐక్యతలో అంత బలం ఉంది ఐక్యతలో లేకపోతే సహవాసంలో అంత బలం ఉంది కాబట్టి ఈ పగడు వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగడు వేళ ఏం ఆశపడుతున్నాడంటే మనము ఐక్యత కలిగి సహవాసంలో ఒక టీం వర్గం మనము ముందుకు వెళ్ళాలి పరిచర్య సువార్త పని విషయంలో మనము అట్టి రీతిగా ముందుకు వెళ్ళాలని దేవాతి దేవుడు ఈ పగడు వేళ మన పట్ల ఆశపడుతూ ఉన్నారు నా మాటలు నేను ముగించేస్తున్నాను అందరు మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం